అనంత పద్మనాభస్వామి గుడిలో నిజంగానే యాభై లక్షల కోట్ల విలువ చేసే సంపద ఉందా ఆత్మలు దయ్యాలు నిజమేనా ఏరియా ఫిఫ్టీ వన్ ఇది అమెరికన్ వైమానిక దళ స్థావరమా లేకపోతే గ్రహాంతరవాసులపై పరిశోధన జరిపే స్థలమా బెరుడా ట్రయాంగిల్ వెనక ఉన్న అసలు నిజాలు ఏంటి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి